రాజువైతే వి నీడ్ యు హేళతైతే నీనే రాజకుమారా Ladies and gentlemen, let's have a big hand for Puneet! ಮುಂದೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ